hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan నుంచి అర్జెంట్ కాల్ ఆ మంత్రికి ఊస్టింగ్ తప్పదా ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అపలరాజుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని సమాచారం ఉన్న ఫలంగా వచ్చేయాలంటూ సమాచారం అందడంతో ఆయన పలాస్లో ఉన్న తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని బయలుదేరారని తెలుస్తోంది అయితే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని చాలా రోజులుగా ప్రచారం ఉంది త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాల నుంచి తెలుస్తోంది అయితే ముగ్గురిని కేబినెట్ నుంచి తప్పించి మరో ముగ్గురికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాలలో టాక్ అయితే అయితే తప్పించే మంత్రుల జాబితాలో సీదిరి అప్పలరాజు కూడా ఉన్నారని ప్రచారం ఉంది ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఓడింది దీనికి తోడు సీదిరిపై సొంత పార్టీకి చెందిన నేతలు సొంత సామాజిక వర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన్ను జగన్ పిలిపించి ఉంటారని కేబినెట్ నుంచి తప్పిస్తానని ముందస్తు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సాధారణంగా నేరుగా సీఎం పిలుస్తున్నారంటూ మంత్రికి ఫోన్ రావడంతో ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తప్పించేందుకే అని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే మంత్రి మాత్రం శాఖాపరమైన చర్యల కోసమే తనను రమ్మని ఉంటారని అభిప్రాయపడుతున్నారు